నువ్వు పుట్టి పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వాలి మీ పేర్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాలి అంటే నువ్వు చావటం మేలని నా ఫీలింగ్ అంటే అక్కడ డిపెండెన్స్ అనేది పాయింటే కానప్పుడు మీరు పర్సనల్ లెవెల్ అడ్మైర్ చేస్తున్నారు not because is a father చాలా చాలా మంది నేను నాకు నాకు బ్లడ్ రిలేషన్షిప్ లేదు but I admire them I respect them you know I care for them because of the personal level not because they something to you yeah so family is not just by biological definition but family is those that with which with whom you have real resonance అన్నది మీ family by itself as a word I think is not necessary that's what I'm saying family అనేది అవసరం లేదు మళ్ళీ కన్ఫైనింగ్ యా కన్ఫైనింగ్ ఎందుకు మా చిన్న మా మావయ్య మా అత్తయ్య ఎందుకు దేర్ పీపుల్ యూ క్యాన్ మీ ఏమి సంబంధం లేని మీకు తెలిసిన ఒక మనిషి మీరు చాలా ఇది ఉండొచ్చు మీకు బాగా మేనమామ లేకపోతే మేనతో మీకు ఇష్టం లేకపోవచ్చు just because of family why should దగ్గర అదంతా it is coming from medieval time just ఒక ఒక ట్రెడిషనల్ గా బ్లైండ్ గా ఫాలో అవటం తప్పిస్తే దానికి రీజన్ లేదు బట్ uh, పెళ్లిళ్ళ దగ్గర కలిసి ఆ మేనం వచ్చాడు లేకపోతే ఈడు వచ్చాడు అత్తయ్య ఇవన్నీ బికాస్ ఆ పెళ్ళిళ్ళ పాస్ టైం టైం పాస్ టైంలో వచ్చి కలవటానికి తప్పిస్తే రియల్ లైఫ్లో కూడా డైలీ ఇంటరాక్షన్లో చుట్టాలతో చాలా తక్కువ ఉంటుంది కేవలం ఆ పండగలు పబ్బాలు వడవలు దోజర్ కాళ్ళు అక్కడే మీకు ఇంటరాక్షన్ ఉండేది సోకాల్ చుట్టాలతో and it is like all those needless and useless kind of